అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ పార్టీలో ఆయన నాయకత్వంలో ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగం పెట్టిరేగిపోతున్న విధానం చూస్తే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వాళ్ళ పోస్టులు కనపడతా ఉన్నాయి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటిలో కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరిని కూడా ప్రోత్సహించి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో సంఘ విద్రోహ శక్తులతో ఒక టీమ్ ఫామ్ చేసుకొని ఇవన్నీ కూడా తయారు చేపించి సమాజంలోకి వదులుతున్నట్టు కనపడతా ఉంది ఎందుకంటే రెండు రోజుల క్రితం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుమార్తె ఉమామహేశ్వర్ గారు చనిపోవడం జరిగింది కారణాలు ఏవైనా అందరూ కూడా ఎంతో చింతించారు విచారం వ్యక్తం చేయాల్సినటువంటి సంఘటన మీకంటే ఎటు బుద్ధి లేదు సిగ్గు లేదు మీరు మనుషులు కాదు మీకు విచారం వ్యక్తం చేసే మనసు మీకు లేదు మనస్సాక్షి అనేది అసలు లేదు మీకు లేకపోగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కోఆర్డినేటరు చీఫ్గా ఉన్నటువంటి దేవేందర్ రెడ్డి అనే వాడితో వాళ్ళ హెడ్ జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ సద్దలు కానీ వీళ్ళందరూ కలిసి ఒక విష ప్రచారం చేపించడం అనేది సోషల్ మీడియాలో కనపడింది స్పష్టంగా నిన్నటి నుంచి ఆవిడ జరిగినటువంటి మరణం ఇదేదో ఆవిడని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టి చనిపోయే విధంగా ప్రేరేపించారు లోకేష్ గారికి ఆవిడకి ఏదో గొడవ జరిగింది ఆరు ఎకరాల ఎనభై సెట్లు స్థలం జూబ్లీ హిల్స్లో ఏదో స్థలం ఉంది దానికి సంబంధించి వీళ్ళ మధ్య వివాదం జరిగితే ఆవిడ చనిపోయింది అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు క్రియేట్ చేసి పెట్టాడు ఆ దేవేందర్ రెడ్డి అనేవాడు దానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెట్టుబడి కూడా లైకులు కొట్టడం దాన్ని ప్రచారం చేయడం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే పనిచేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో వీళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి దుర్మార్గాలు పక్కదారి పట్టించడం కోసం ఇవాళ ఇంకా అనుచితమైనటువంటి వ్యవహారానికి పురిగొలిపి ఈ విధంగా మా నాయకుడు లోకేష్ గారిని కానీ మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తూ దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి మంగళగిరి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఎందుకంటే ఇవాళ ప్రతి దానికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సహేతుకమైనటువంటి పోస్టులు పెట్టినా కూడా దానిలో ఏదో ఏక ఏక ఎతికి పీకి తీసుకుపోయి కేసులు పెట్టి లేకపోతే పార్టీ వన్ నోటీసులు ఇచ్చి అరెస్టులు చేసి అర్ధరాత్రులు ఇళ్లకు పోయి బలవంతాన పోయి ఇబ్బంది పెడుతున్నట్టు హింసించి పెడుతున్నటువంటి